హాయ్ ఫ్రెండ్స్ నేను సత్య కన్నోజీ హ్యాపీ హోలీ అందరికీ సో యాక్చువల్గా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే శ్రీదేవి డెత్ గురించి అండి సో సోషల్ మీడియా గురించి మెయిన్ నేను చెప్పేది సోషల్ మీడియా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు దాని గురించి శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం అండి చిన్నప్పటి నుంచి నేను శ్రీదేవిని చూసుకుంటూ ఐ మీన్ ఎవరిని చూసినా కానీ అరే ఎంత బాగున్నది రా అమ్మాయి శ్రీదేవిలాగా ఉంది అని చెప్తూ ఉంటారు చాలామంది సో వరల్డ్ వైజ్గా తనంటే అందరికీ గౌరవం ఉంది అయితే కొంతమంది సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారంటే గుండెకు పోటు కాదు వేటు యాభై కోట్ల కోసం దారుణంగా అని చెప్పేసి ఇట్లా డాట్ డాట్ డాట్ అంటే లోపల ఏముందో అని చెప్పి జనాలు చూడడం సో ఆమె అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఎస్పెషల్లీ సోషల్ మీడియా వాళ్ళకి అంటే చిన్న చిన్నగా ఎవరు పడితే వాళ్ళ వ్యూస్ కోసం డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి జనాలని అట్రాక్ట్ చేయడానికి వెల్కమ్ స్క్రీన్స్ అంటుంది అట్లే సో దాన్ని పెట్టి శ్రీదేవి ఎంత మంచి పేరు ఉందంటే ఆ పేరుని ఖరాబ్ చేయడానికి ఇలాంటివి పెట్టి జనాలు అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు బాత్టబ్లో నమ్మశక్యం కానీ నిజాలు అంటే మనం ఏమనుకుంటాం ఏదో అని చెప్పి చూస్తూ ఉంటాం అట్లే అట్లా జనాలు టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు తర్వాత ఇక్కడ చూస్తే ప్రతిదీ ప్రతిదీ శ్రీదేవి బాడీని దూషించిన టాప్ హీరో ఎందుకో చూస్తే మీరే షాక్ అవుతారు వాడికి ఎందుకు అవన్నీ వ్యూస్ కోసం ఇలాంటి ట్యాగ్లు ఇవన్నీ పెట్టి జనాలని డిస్టర్బ్ చేయడానికి శ్రీదేవికి ఉన్న క్రేజీ ఖరాబ్ చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది నేను దాని గురించి వీడియో చేస్తున్నానండి కొంచెం అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరికి నేను చెప్పేదంటే social media specially social media వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేయడం ఓకే చూడండి ఎన్ని ఎన్ని ఒక్కటే రండి అసలు కొన్ని వందల విధంగా బోని శ్రీదేవి మధ్య దుబాయ్లో ఎంత గొడవ జరిగిందో చూడండి అవే వెల్కమ్ స్క్రీన్స్ మళ్ళీ ఇంకోటి హార్ట్ అటాక్ కాదు బాత్రూంలో కాదు అసలు వాస్తవం dash dash dash question mark అంటే ఎందుకు ఇలా చేస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళు ప్రతి సోషల్ మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ చిన్న చిన్నగా సోషల్ మీడియా వాళ్ళకి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు వాళ్ళకి వ్యూవర్స్ వస్తున్నాయి వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది ఓకే నో ప్రాబ్లం అంటే ఆ ఆశతోటి ఇలా పెట్టేసి ఆమె మంచి పేరు నీకు చేయడం కానీ తర్వాత ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది సోషల్ మీడియాలో చాలా ఉంది యూట్యూబ్లో నిజానికి తను చనిపోయిందని నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది చూసి చాలా బాధపడ్డాను ఏ నిజం కాకపోవచ్చు ఫేక్ అన్న అంటే నిజమేది అబద్ధం ఏది తెలియకుండా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్స్ సో అది కొంచెం గమనించి వాస్తవాలను మాత్రమే యూట్యూబ్లో పెట్టండి మీ డబ్బుల కోసం మీ యొక్క దాన్ని ఐ మీన్ వ్యూవర్షిప్ కోసం సబ్స్క్రిప్షన్ కోసము ఇలాంటి డిస్టర్బెన్స్ చేయకండి సో ఇంకొకటి తను పెళ్ళికి వెళ్ళింది ఓకే hmm? సో బా తప్పులో పడి చనిపోవడానికి కారణం ఏంటి క్వశ్చన్ వైన్ దాగి ఉంటుందా డ్రింక్ చేసిందా ఇలాంటి అంటే ఇన్ని అన్ని క్వశ్చన్ మార్కులే ఒక్కడైనా సరే సోషల్ మీడియా మీకు చెప్తున్నా నేను ఒక్కరైనా సరే ఏ ఒక్క సోషల్ మీడియా అయినా సరే మీకు దమ్ముంటే తాగింది అని చెప్పండి చేసిండు అని చెప్పండి ఏ ఒక్కడైనా మీరు గమనించండి ఎవరైనా సరే చూసేవాళ్ళు ఎవరు చూడు ఇలా అన్నారు ఆ శ్రీదేవి గురించి వాళ్ళంతా ఇలా అనుకుంటున్నారు ఇలాగే చెప్తారు కానీ ఎవరైనా సరే ఇలా అన్నది ఇట్లా చెప్పిండు ఈయన ఇట్లా చేసిండు ఖచ్చితంగా వాళ్ళు చెప్పరు ఎందుకనంటే అది కేసు అవుతుంది కాబట్టి ఎందుకంటే నీకేం తెలుసు ఫ్యామిలీ విషయం ఆడ సో ఇలాంటివి ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ మీరు ధైర్యవంతులైతే మీకు దమ్ముంటే అంటే నేను మిమ్మల్ని కించబడడానికో లేదో కాదు ఎందుకంటే చాలా పిచ్చెక్కిపోతుంది వీడియో చూద్దామంటే ఏదైనా మంచి వీడియో చూద్దాము ఏదైనా నేర్చుకుందాము అనే ఉద్దేశంతో జస్ట్ ఓపెన్ చేస్తే చాలు అన్ని ఏంటి పనికిరాని వీడియోస్ అండి పనికిరాని సో మీకు తెలిసింది మీరు చూసింది ఖచ్చితంగా పెట్టండి ఓ ఇమేజ్ పెడతారు ముందల వెల్కమ్స్ ఇమేజ్ పెట్టి వెనకాల ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాయిస్ ఓవర్ ఇస్తారు ఏంది ఆమె చెప్తుంటుంది సున్నితంగా వెల్కమ్ ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యాంశాలు శ్రీదేవి గురించి అని ఆమె సొల్లు కబుర్ అంతా చెప్తా ఉంటుంది లాస్ట్ పోతే ఏముండదు స్క్రీన్లోనేమో మీకు తెలుసా బోని కపూర్ శ్రీదేవి గురించి ఏం మాట్లాడిండో ఆయన మాటల్లోనే వినండి అని అంటారు ఆయన రానేరాడు అక్కడ జస్ట్ ఇమేజ్ ఉంటుంది మొత్తం సొల్లు కబుర్ చెప్తూ ఉంటుంది ఇవన్నీ తగ్గించండి దయచేసి మీకు తెలిసింది మాత్రమే యూట్యూబ్లో పెట్టండి కాపాడండి జనాల్ని ఆల్రెడీ గూగుల్ వాళ్ళు దీన్ని ఏం చేసిరో మీకు తెలుసు సబ్స్క్రిప్షన్స్ పెరగడాలు కొంతమందికి చాలా ఇబ్బంది అవుతుంది చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇష్టం ఉన్నట్టు ఎవరు పడుతుంది చిన్న వీడియో తీయండి దాంట్లో పెట్టండి తీయడం దాంట్లో పెట్టడం అవి చేయకండి ఒక ప్రొఫెషనల్గా చేయండి ఒక పద్ధతి ప్రకారంగా చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గమనించండి నేను చెప్పే మాటలు కొంచెం అర్థం చేసుకోండి మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కింద నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే కింద కామెంట్స్ ఇవ్వండి ఏమైనా అడ్వైస్ కూడా ఇవ్వండి ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ Música